hi friends welcome to my channel మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ నవరాత్రి తొమ్మిది రోజుల్లో కూడా అమ్మవారికి చిరావురి వంటశాల అలాగే నందిల సిస్టర్స్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు జరపబడుతున్నాయి నవరాత్రుల్లో మొదటి మూడు రోజులకు సంబంధించినటువంటి పూజల యొక్క ఫోటోలు వీడియోలు కూడా ఇంతకు ముందర వీడియోలో చూపించాం కదా అయితే ఈ వీడియోలో మిగిలిన రోజులకు సంబంధించినటువంటి పూజ యొక్క ఫోటోలు వీడియోలో ఇప్పుడు చూపించబోతున్నాము అగ్ర మధ్యస్థాయై నమ ఓం హిమాచల మహావంశ పావనాయ నమ ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయ నమ ఓం మహా అతిశయ సౌందర్య లావణ్యాయ నమ ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయ నమ ఓం సదా పంచ దశాత్మేక స్వరూపాయ నమ ఓం ताम्बूलपूर्तस्मेरवदनाय नमः ॐ सुपक्वदाडिमिबीजरदनाय नम ओं कम्बपूग समय कंदराय ओं स्थूल मुक्ता फलवदार सुहाराय नमः ॐ गिरीशबद्धमाङ्गल्यमङ्गलाय नम ओं మంగళాయ నమ ఓం మంగళాని ఓం నిత్యశ్రేష్ఠ నిత్యమంగళాని ఓం రామగర్భం నిరాగం నమ నమస్కరం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి చిండేవావతారగణ నామగాయత్రి గాయత్రి నవదుర్గాదేవత స్వరూపిణి మహాలక్ష్మీ దేవతాయ నమః సత్యానంద్రహేంద్రియాఖ్యేనం భక్తేన పరమేశ్వరి षष्टमदिवसां सायङ्कालबिन्दुं दिव्यधरणोत्तमासं देवी महालक्ष्मी महासस्वती చూశారు కదా ఈ విధంగా అమ్మవారి యొక్క పూజ నిర్విఘ్నంగా జరుగుతోంది అలాగే మిగిలినటువంటి పూజలు దిగ్విజయ చండీ హవనానికి సంబంధించినటువంటి వీడియోల్ని కూడా చిరావరి వంటశాలలో మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా Nandala sisters YouTube channel subscribe చేసుకోండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంటంలో ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ